విద్యార్థులందరికీ శుభాభినందనలు విద్యార్థులారా మీరందరూ కూడా టెట్ సిలబస్ వచ్చిన తర్వాత గమ్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారని నేను అనుకుంటున్నాను మరి ఈరోజు చాలా వరకు అన్ని అప్రయత్నాలన్నీ పక్కన పెట్టి మీరు లక్ష్యం వైపుకు గమ్యం వైపుకు సాగిపోవడానికి అవసరమైనటువంటి ప్రణాళికను మీ దగ్గరికి నేను తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా స్క్రీన్ పైన ఉండేటటువంటి సిలబస్ని మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు మరి దాదాపుగా మీరు ఒకసారి గమనించినట్లయితే ఒక ఇరవై ఐదు మంది రాష్ట్ర స్థాయి అధ్యాపకులందరూ కూడా నిరంతరం ఒక మూడు రోజులు కష్టపడితే కానీ మీ ముందు ఉండేటటువంటి పదహైదు రివిజన్ టెస్ట్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సిలబస్ షీట్ని ఈరోజు మీకు నేను తీసుకురాగలిగాను దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకందరికీ కూడా సమయాన్ని కేటాయిస్తూ మీ యొక్క వైయక్తిక భేదాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది నా బాధ్యతగా నేను తీసుకోవడం జరుగుతూ ఉంది విద్యార్థులారా ఒక్కసారి మీరు కానీ గమనించినట్లయితే రాష్ట్రంలో ఉండేటటువంటి కోచింగ్ సెంటర్లు అన్నీ నిద్రపోతున్నాయి అదే రకంగా విద్యార్థులందరూ తొంభై శాతం మంది నోటిఫికేషను వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఊరుకుంటున్నారు అయితే నా యొక్క ఆలోచన మీకు నేను షేర్ చేయడం ఏంటంటే ఈ సమయంలో కానీ మీరందరూ కూడా ఎవరైతే ఉద్యోగాన్ని సాధించాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా నేను ఇచ్చేటటువంటి టైం టేబుల్ కానీ మీరు కానీ ఫాలో అయితే వందకు వంద శాతం మీరు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను మరి ఒకసారి నేను దీంట్లో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి దీని గురించి డిస్కస్ చేయడానికి ముందు అతి ముఖ్యమైనటువంటి పాయింట్లు కొన్ని మీకు చెప్తా ఈ సిలబస్ షీట్ని మనం ఏం చేసామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తరగతుల్లో ఉండేటువంటి కొత్త పాఠ్యాంశాలను తీసుకున్నాం అదే రకంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉండేటటువంటి పాత టెక్స్ట్ బుక్కుల్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది మరి జూన్ పదకొండో తారీఖు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని దీన్ని మనం రూపొందించుకోవడం జరిగింది ఇందులో మొత్తం మీకు పదహైదు గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఈ గ్రాండ్ టెస్ట్ను ఎలా చదవాలి సిలబస్లో ఏమేమి అనేటువంటిది నేను మీకు వివరించబోతాను మీరు చదివినా చదవకపోయినా తొంభై శాతం మంది చదివేటటువంటి విద్యార్థులే యాప్ని కొన్ని వేల మంది రాస్తున్నారు అయితే పది శాతం మంది విద్యార్థులు ఒకవేళ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో చదవలేకపోయినా కూడా మనం ఇచ్చేటటువంటి నూట యాభై ప్రశ్నలు అయితే మాత్రం ఖచ్చితంగా చదివి ఆ నూట యాభై ప్రశ్నల్లో ఏముంది అనేటువంటిది మీరు కానీ కొంతవరకు పరిగణలోకి తీసుకోగలిగితే చాలు ఎందుకంటే ఈసారి చాలా ఛాలెంజింగ్గా మీకు నేను ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఫ్యాకల్టీస్ అందరినీ దగ్గర చేర్చి మనకు ఈనాడు పేపర్లో రాసినటువంటి కొన్ని వందల ఆర్టికల్స్ యొక్క అనుభవాన్ని రంగరించి పేజ్ నెంబర్తో సహా ఒకే ఒక్క పాయింట్ మిస్ కాకుండా నూట యాభై మార్కులకు నూట యాభై ప్రశ్నలు ఏ రకంగా అయితే కవర్ అవుతాయన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సిలబస్ షీట్ని మనం తయారు చేయడం జరిగింది మరి మీకు తెలుసు ఎస్జీటీ రాసేటటువంటి వాళ్ళు ఈసారి చాలా ఎక్కువ మంది ఉంటారు ఎస్జిటి రాసేటటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ దీన్ని మనం తయారు చేయడం జరిగింది మరి రెండు ప్రశ్నలు విద్యార్థులు అడుగుతూ ఉన్నారు సార్ సిలబస్ షీట్ని ఎలా మేము ఫాలో కావాలని చూడండి అమ్మా మెయింటెనెన్స్ కోసం మాత్రమే మీ దగ్గర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుని ఈ అతి కష్టమైనటువంటి పరీక్షా విధానంలోకి నేను వెళ్ళడం జరుగుతూ ఉంది అయితే సంతోషకరం ఏమంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పదమూడు జిల్లాలో ఉండేటటువంటి విద్యార్థులు కూడా కొన్ని వేల సంఖ్యలో పోటీపడి ఈ పరీక్షలు రాయడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఇక్కడ ఉండేటటువంటి సిలబస్ అన్నింటినీ కూడా మీరు కానీ గమనించినట్లయితే దాన్ని ప్రణాళికాబద్ధంగా నేను ఇప్పుడు మీకు వివరించగలుగుతున్నాను మీరందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను నేను ఇచ్చేటటువంటి ఈ మాటలు చెప్పడానికి ముందు నా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వమని నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ విషయాలు తెలియాలంటే అందులో మీరు ఉండాలి మరి వీలైనంత మంది దీన్ని మీ స్నేహితులకి షేర్ చేసి అందరికీ సమాచారాన్ని తెలియజేస్తారనుకుంటున్నాను అదేవిధంగా చాలామంది డౌట్ ఏంటంటే సైకాలజీ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు మనం అందరిలాగా ఏదో ఒకటి రాసేసి బుక్లు ప్రింట్ చేయడం అనేది జరగదు ఒక స్టాండర్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం కాబట్టి మనం పది రోజుల సమయాన్ని తీసుకుంటామని మీకు నేను తెలియజేస్తున్నాను ఎవరైతే ఇప్పుడు కొన్ని వేల మంది ఇప్పటికి మనకు ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు నేను ఇచ్చేటటువంటి అతి తక్కువ మనం కల్పించేటటువంటి యాప్ని కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే అడ్రస్లు నాకు ఇచ్చారో ఆ అడ్రస్లకి నేను పది రోజుల తర్వాత బుక్ను పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి దీన్ని గమనించాల్సిందే నేను తెలియజేస్తున్నాను మరి ఇక్కడ మీకు నేను సిలబస్ షీట్ని పరిచయం చేస్తున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే స్క్రీన్ పైన మీరు కానీ చూసినట్లయితే టెట్ నాలుగవ series revision divisional grant syllabus sheet రెండు వేల ఒకటిగా దానికి నేను పేరు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన విడుదల చేసిన సిలబస్ను అనుసరించి ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ పేరుగాంచిన రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందం చేత నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులు వచ్చే విధంగా ఈ సిలబస్ షీట్ని రూపొందించడం జరిగింది అని చెప్పాను మరి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తరగతులు న్యూ సిలబస్ గాను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఓల్డ్ సిలబస్ గాను మనం డిజైన్ చేయడం జరిగింది ఇలా ఏమేమి సబ్జెక్టులు ఇందులో పొందుపరిచామంటే ఒకసారి మీరు కానీ గమనిస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముప్పై మార్కులకి మనకు సిలబస్లో ఇచ్చారు దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఇరవై మార్కులకు సైకాలజీలో ఉండేటటువంటి ప్రశ్నలు పది మార్కులకు పెడగాగిలో ఉండేటువంటి ప్రశ్నలు ఈసారి మీకు ఇవ్వబోతాను గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలను మనం తీసుకున్నట్లయితే ఎనిమిది మార్కులకు పెడగాగి వస్తూ ఉంది ఈసారి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి ఐసీటీ అనేటటువంటి కొత్త టాపిక్ని మీకు తీసుకురావడం జరిగింది ఈ ఐసీటీతో పాటు మీరు కానీ గమనించినట్లయితే కొన్ని రకాలైనటువంటివి హైలైట్ చేశారు పాయింట్లని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఉంది ఉపాధ్యాయులు మెరుగుపరుచుకోవాల్సిన సామర్థ్యాలు మొదలైన అంశాలను అంది ఇందులో పొందుపరిచారు వాటన్నింటినీ ప్రతి పాయింట్ వదలకుండా నేను కవర్ చేశాను కాబట్టి ఇరవై మార్కులకు నేను సైకాలజీని పది మార్కులకు పెడగాలజీని ఇస్తున్నాను ప్రతి టెస్ట్లో కూడా మీరు కానీ గమనించవచ్చు స్క్రీన్ పైన మనం సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలను ఇచ్చాం ఆ తర్వాత కింద పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మీకు ఇచ్చాం ఈ ఒక్క ఈ టాపిక్లో నుంచి మీకు ఇరవై నా ఇరవై ప్లస్ ఒక పది ముప్పై బిట్లు ఇస్తాం ఇంకా రెండో అంశాన్ని మనం కానీ చూస్తే తెలుగు ఇరవై నాలుగు ప్లస్ అరవై ఆరు ముప్పై మార్కులను పేర్కొన్నాం ఇందులో మనకు కంటెంట్ పట్టణావగాహన అనేటువంటి అంశం నుంచి ప్రారంభిస్తున్నాం దీంట్లో మీరు కానీ గమనిస్తే ఇక్కడ ఏదైతే కంటెంట్ మనం ఇవ్వడం జరిగిందో ఈ కంటెంట్ని మనం ఏం చేస్తున్నామంటే ఇరవై నాలుగు మార్కులకు మనం ఇస్తున్నాం ఏదైతే మనం ప్రకటించిన సిలబస్ ప్రకారం ఆరు మార్కులకు మెథడాలజీ ఇస్తున్నాం మెథడాలజీని నేను ఇంతకుముందు చెప్పినటువంటి నోట్స్ మీరు ఫాలో కావచ్చు లేకపోతే అకాడమీ టెక్స్ట్ బుక్లను మీరు కానీ ఫాలో అవ్వచ్చు వాటిని మనం పేజ్ నెంబర్తో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది మీరు చాలా బాగా గమనించవచ్చు మరి ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే నేను చాలామంది అడిగేటటువంటి డౌట్ని మీకు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను తెలుగులో తొమ్మిది పది తరగతుల్లో రిలేటెడ్గా ఉండేటటువంటి టాపిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ మాత్రమే తొమ్మిది పది తరగతులు ఇస్తారనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు అయితే నేను వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే లాస్ట్ టెట్ను మనం కానీ గమనిస్తే కూడా రామాయణం నుంచి ప్రశ్న అడిగాడు అంటే తొమ్మిది పది తరగతులను కూడా టచ్ చేయడం జరిగింది దానిని అటువంటి అంశాలను నేను బేస్ చేసుకుని పదవ తరగతి వరకు కంటెంట్ను కవర్ చేయడం జరిగింది ఇది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం అని నేను తెలియజేస్తున్నాను మరి దీంతో పాటు మీరు కానీ గమని చూసినట్లయితే మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీకు నేను చాలా క్లియర్ కట్గా ఇచ్చాను అది కూడా మీరు గమనించుంటారు గమనిస్తూ ఉన్నారు గమనించండి అందులో ఇరవై నాలుగు ప్లస్ ఆరు జీవో నెంబర్ ఇరవై మూడు ప్రకారం నేను సిలబస్ని మనం ఫ్రేమ్ చేసి ఇస్తున్నాం కాబట్టి పదవ తరగతి వరకు కంటెంట్ను కవర్ చేయడం జరుగుతుంది ఇందులో ఇరవై నాలుగు ప్లస్ ఆరు మార్కులు ఉంటాయి ఒకసారి విద్యార్థులందరూ గమనించగలరు ఆ తర్వాత మూడో అంశంలోకి వస్తాం ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి నేను తెలుగులో మాట్లాడుతూ మీకు త్వరలో అతి అది సరళంగా మీకు ఒక వీడియో కూడా నేను చేస్తాను ఎలా చదవాలి అనే దానిపైన విత్ పేజీ నెంబర్తో సహా నేను మీకు వీడియో చేయడం చేస్తాను ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇరవై నాలుగు మార్కులకు కంటెంట్ని ఇచ్చాం ఆరు మార్కులకు మెథడాలజీని ఇచ్చాం మొత్తం ముప్పై మార్కుల్ని ఇందులో కవర్ చేయడం జరిగింది దీంట్లో కంటెంట్కు సంబంధించి మనం ఇరవై నాలుగు మార్కులు ఇక్కడ మీరు కానీ గమనిస్తే స్క్రీన్ పైన మీకు ఆర్టికల్స్ సినానిమ్స్ అనేటువంటి అంశాలు మాత్రం మీకు ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ నేను చూస్తుంటే మరి దీంట్లో దాని ప్రకారమే మనం ఫాలో అయిన గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలన్నింటినీ కవర్ చేసే విధంగా మీకు నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు నేను ఒక ఎగ్జామ్కి రెండో ఎగ్జామ్కి మధ్య మీకు నాలుగు రోజులు సమయాన్ని ఇస్తున్నా నాలుగు రోజుల్లో అన్ని సబ్జెక్టులు ప్రతి ఒక్కరూ చదవాల్సిందే ఇందులో మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది నేను తర్వాత మాట్లాడతాను తర్వాత సబ్జెక్ట్ మనకు మ్యాథమెటిక్స్ తీసుకున్నాం ఇది ఇరవై నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది దీని నుంచి మనం మెథడాలజీని సపరేట్ చేసాం ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే సంఖ్యలు అనేటువంటి టాపిక్ను మనం ఇక్కడ ఇచ్చాం అదే రకంగా దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్ కూడా ఇచ్చాం ఈ ఒక్క పాయింట్ని మీరు మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండేటటువంటి టాపిక్లు అన్నీ కవర్ అయ్యేటట్టుగా నేను క్వశ్చన్ పేపర్ వేయడం జరుగుతుంది అది కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి గణిత ప్రక్రియలను గణిత సమస్యలను ఇక్కడ నేను తీసుకురావడం జరుగుతుంది అది కూడా ఒకసారి మీరు గమనించండి దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేదు ఇరవై నాలుగు మార్కులు మనం మ్యాథమెటిక్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మనం సైన్స్ పన్నెండు మార్కులు కానీ ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది ఈ సైన్స్ను మనం సిలబస్ మనకు ప్రకటించిన దాని ప్రకారం మీరు తీస్తే ఇక్కడ ఉండేదాని ప్రకారం మీకు నేను కొన్ని టాపిక్స్ అలాట్ చేయడం జరిగింది ఇందులో మీకు ఏ క్లాసు మెన్షన్ చేశాను అదే రకంగా మీకు పేజ్ నెంబర్లు కూడా మెన్షన్ చేశాను ఇందులో ఇరవై నాలుగు మార్కుల్లోనే మనం విభజించినట్లయితే సైన్స్కి పన్నెండు మార్కులు కేటాయించారు కాబట్టి ఆ పన్నెండు మార్కులకు వెయిటేజ్ ప్రకారం తీసుకొని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది తర్వాత సబ్జెక్ట్ని మనం కానీ చూస్తే సోషల్ స్టడీస్ మరి ఇందులో కూడా పన్నెండు మార్కులను తీసుకో ఇవ్వడం జరుగుతుంది ఇందులో నేను ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మీకు నేను కేటాయిస్తాను ఆ తర్వాత చివరిగా ట్రై మెథడ్స్ టాపిక్ తీసుకున్నాం ఇందులో ఆరు ప్లస్ మూడు ప్లస్ మూడు పన్నెండు మార్కులు కేటాయించడం మీరు గమనిస్తారు అంటే ఆరు మార్కులను అయితే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెథడాలజీ బిట్లు ఆ తర్వాత మూడు మార్కులేమో సైన్స్ మెథడాలజీ బిట్లు ఆ తర్వాత మూడు మార్కులకేమో సోషల్ మెథడాలజీ బిట్లు మొత్తం కలిపి పన్నెండు బిట్లు మీకు ఇస్తాను ఇందులో మీరు కానీ గమనించినట్లయితే ఈ పన్నెండు బిట్లలో ఆరు బిట్లు మ్యాథ్స్ కంటెంట్ కిందనే దాన్ని మీకు ఇవ్వడం నేను చేస్తాను దీనికి నేను త్వరలో మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ క్వశ్చన్ నెంబర్లు కూడా మీకు నేను ఇవ్వబోతాను వాటి ప్రకారం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది అంటే సోషల్ మనం మ్యాథమెటిక్స్ కంటెంట్ అయిన తర్వాత ఆరు మార్కులు అక్కడే ఇస్తున్నాం సైన్స్ కంటెంట్ అయిన తర్వాత పన్నెండు మార్కుల తర్వాత మూడు మెథడాలజీ బిట్లను అక్కడే ఇస్తున్నాం అదే రకంగా మనం చూసినట్లయితే సోషల్ కంటెంట్ అయిన తర్వాత మూడు బిట్లను అక్కడే ఇస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గణితము స్వభావం అన్నం ఈ గణితము స్వభావం పైన గణితము కంటెంట్ అయిన వెంటనే మనం ఆరు మార్కులకు అక్కడ ప్రశ్నలు ఉంటే రాసేస్తాం ఆ తర్వాత విజ్ఞాన శాస్త్ర స్వభావము దీంట్లో సైన్స్ కంటెంట్ తర్వాత ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావం పైన మీకు ఉంటాయి ఇట్లా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది అంతే ఇప్పుడు మీకు నేను అన్ని సబ్జెక్టులని ఇక్కడ మీకు స్క్రీన్ పైన పరిచయం చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా గమనిస్తుంటారు ఓకే ఇప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే సిలబస్ని ఒకసారి నేను మార్కుల ప్రకారం చెప్పాను కదా ఇప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే ఈ పరీక్షల్లో ఉండేటువంటి స్వభావాన్ని మీతో నేను మాట్లాడతాను ఈ స్క్రీన్ పైన మీకు ఈ సిలబస్ షీట్ అనేటువంటి మీరు కానీ చూసినట్లయితే మీకు ఐదు గ్రాండ్ టెస్టులు మనం ప్రిపేర్ చేయడం జరిగింది ఐదు గ్రాండ్ టెస్టులు మీకు నేను ఇక్కడ ఇచ్చాను ఇక్కడ చూడండి ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ టూ ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ త్రీ ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ ఫోర్ ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ ఫైవ్ అంటే ఈ షీట్లో మీకు ఐదు గ్రాండ్ టెస్ట్లు అయ్యేటట్లుగా నేను కవర్ చేయడం జరిగింది దీంట్లో మీరు కానీ గమనించినట్లయితే ఈ గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ మొదటిది ఇరవై ఒకటో తారీఖున మీకు నేను నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒకటవ తారీఖు అంటే సోమవారము మీకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు మీకు నేను యాప్లో ఈ ప్రశ్న పత్రాన్ని పెట్టడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా సరే సమయాన్ని కేటాయించుకొని ఐదు అటెంప్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే మొదట వచ్చినటువంటి అటెంప్ట్స్తోనే మీకు ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది మీకు ఎందుకు నేను ఐదు అటెంప్ట్స్ ఇచ్చానంటే మీరు ఒకసారి రాసిన తర్వాత మన ప్రశ్నల స్థాయి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక టూ డేస్ గ్యాప్ తీసుకొని కూడా మనం ఈ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత టెట్ అయిన తర్వాత మనకు డిఎస్సి e కూడా ఈ ప్రశ్నలు చాలా వరకు ఉపయోగపడతాయి మీరు గమనించండి డిఎస్సికి e చాలా వరకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి ఒకసారి వచ్చిన ప్రశ్న మళ్ళీ రెండోసారి రావడం జరగదు కాబట్టి మీకు ఐదు ఆప్షన్స్ నేను ఇచ్చాను ఈ ఐదు ఆప్షన్స్ని మీరు అద్భుతంగా ప్రిపేర్ అవుతారని నేను ఫాలో అవుతున్నాను ఆ తర్వాత రెండవ రివిజన్ టెస్ట్ని మనం కానీ చూసుకున్నట్లయితే మీకు రెండో రివిజన్ టెస్ట్ అనేటువంటిది ఇరవై ఆరో తారీఖున నేను ఇచ్చున్నాను మీరు ఉండొచ్చు ఇరవై ఆరు జూన్లో మీకు రెండో రివిజన్ టెస్ట్ ఇచ్చాను ఆ తర్వాత మూడో రివిజన్ టెస్ట్ ఏ మనం జూలై ఒకటో తారీఖున మీకు ఇచ్చాను ఒకటి ఏడు ఇచ్చాను ఆ తర్వాత నాలుగో టెస్ట్ ఆరో తారీఖు మీకు ఇవ్వడం జరిగింది అంటే ఒకటో తారీఖు తర్వాత రెండు మూడు నాలుగు ఐదు నాలుగు రోజులు మీకు గ్యాప్ వస్తుంది ఐదో రోజు మీరు ఎగ్జామ్ రాస్తారు ఆ తర్వాత మనకు రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఐదు మీకు పదకొండవ తారీఖున జరుగుతుంది నేను మిమ్మల్ని అందరిని దృష్టిలో ఉంచుకొని ఇండివిజువల్ డిఫరెన్స్ని బేస్ చేసుకుని సిలబస్ని పదహైదు భాగాలు చేయడానికి చాలా కష్టపడడం జరిగింది ఎందుకంటే ఒక గ్రాండ్ టెస్ట్కి నూట యాభై బిట్లు కవర్ చేయాలి దాన్ని అన్ని అంశాలు కవర్ అయ్యేటట్టుగా ఉండాలి దాంతోపాటు మీకు అందరికీ సమయం సరిపడేటట్లుగా నేను ఇవ్వాలి ఇక్కడ రెండు రకాలైనటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే పాత విద్యార్థులు ఇంతకు ముందు చదివేసిన సబ్జెక్ట్ చదివేసిన విద్యార్థులు సబ్జెక్టు డెప్త్ను బాగా ఎంజాయ్ చేయండి సబ్జెక్టు డెప్త్గా చదవండి ఎందుకంటే మీరు రాసేటటువంటి పరీక్ష ఒక మామూలు పరీక్ష కాదు కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి మేము ఉద్యోగం సాధించే అంశంలోకి వెళ్ళబోతాం కాబట్టి ఎన్ని నిమిషాలైనా గంటలలాగా మనకు గంటలకు నిమిషాలు మనకు తేడా లేకుండా చదవడం అనేది ముఖ్యం మీ కుటుంబ పరిస్థితులందరూ మీరు దృష్టిలో ఉంచుకోవాలి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలి వాళ్ళు మీ పైన ఎంతో కొంత పెట్టుబడి పెడుతున్నారు అది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు వాళ్ళు పెట్టే ప్రతి పైసాకు మీరు జవాబుదారితరంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను దీన్ని తయారు చేశాను కాబట్టి మన పాత విద్యార్థులందరూ డెప్త్ చదవండి ప్రశ్నపత్రంలో డెప్త్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు లైన్ టు లైన్ చదవండి కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు మీరు మార్కులని కంపేర్ చేసుకోకుండా మీ స్థాయిని మీరు పరీక్షించుకుంటూ చేయండి ఆఫ్టర్ లాక్డౌన్ మీరందరూ కూడా ఆఫ్లైన్లోకి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎలా తయారు చేయాలో ఆ రకంగా నేను ప్లాన్ చేయడం జరుగుతుంది దీంట్లో మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ పరంగా కానీ ఎగ్జామ్స్ పరంగా కానీ ఏ ఇబ్బంది వచ్చినా మీరు నేరుగా నాకు మెసేజ్ పెట్టచ్చు అది రాత్రైనా పగులైనా నేను మీకు వీలైనంత త్వరగా మీకు నేను రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది అది మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఉద్యోగం అనేటువంటిది ఒక మహా యజ్ఞం ఈ యజ్ఞంలో మీరు ఒకసారి దిగిన తర్వాత మంచి చెడులు ఉండవు విజయాలు మాత్రమే ఉంటాయి గుర్తుంచుకోండి మీరు విజయం సాధించే వరకు మిమ్మల్ని అందరూ తక్కువగానే చూస్తారు విజయం సాధించిన తర్వాత మిమ్మల్ని అందరూ గొప్పగా చూస్తారు గమనించండి మిత్రులారా అసలు మీరు ఎక్కడా తిరగద్దండి విలేజ్లో ఉన్నారు ఈ సమయాన్ని మీకు ఎవరు కూడా ఇది చాలా ముఖ్యమైన సమయం అని మీకు రా తెలియకపోవచ్చు ఇది నా దృష్టిలో ఇది చాలా చాలా ముఖ్యమైన సమయం ఎక్కడికి వెళ్ళదండి బంధువుల ఇంటికి వెళ్ళదండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళదండి మరి ఎక్కడికి వెళ్ళదండి ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదు ఇంట్లో ఉండండి నేను మీకు నాలుగు రోజులు టైం కేటాయించి మీకు సిలబస్ ఇచ్చాను అద్భుతంగా చదవడానికి మీరు కానీ ప్రయత్నం చేస్తే మంచి ప్రయత్నం మీరు మంచి మార్కులు వస్తాయి కొత్త విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చినా ఎక్కువగా వచ్చినా మీరు ఏమాత్రం అవగాహన మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు పరీక్ష రాయడం చాలా ముఖ్యం ఇంకా మూడో వ్యక్తులు ఇంట్లో పని చేసుకుంటూ ఏదో ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే పెళ్ళైనటువంటి మగపిల్లలు ఉంటారు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ చదవాల్సిన అవసరం ఉంటుంది బాగా ఆలోచన చేయండి అదే రకంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఉంటారు వాళ్ళు బాధ్యతలు నెరవేరుస్తూ వాళ్ళు ఖచ్చితంగా కొంతవరకు వాళ్ళు బాధ్యతను కూడా వాళ్ళు నెరవేర్చ నెరవేరుస్తూ వాళ్ళు ఏదో చదవాల్సి వస్తుంది వీళ్లకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే మీరు చదివి పరీక్ష రాయడం అనేది ఉత్తమమైన మార్గం ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల మీరు చదవలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనీసము మనం ఇచ్చేటటువంటి ప్రశ్నలన్నా నూట యాభై ప్రశ్నలు మీ మైండ్కి వచ్చేటట్టుగా చదవండి నూట యాభై ప్రశ్నలు నీ మైండ్కి వచ్చేటట్టుగా చదివితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇంకొంతమంది అడుగుతున్నారు సార్ నాలుగు రోజుల్లో మీరు ఇచ్చిన టాపిక్స్ను కవర్ చేయడానికి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా కవర్ చేయొచ్చు మీరు ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం స్క్రీన్ పైన మీకు నేను ఎంత అద్భుతంగా నేను డిజైన్ చేస్తున్నానో మీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేను మీకు ఒకటో గ్రాండ్ టెస్ట్లో ఏముందో ఒకసారి నేను చెప్తాను ఒకసారి మీరు వినండి మీకే అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీరు కానీ గమనించండి చైల్డ్ డెవలప్మెంట్ పేగా తీసుకోండి ఇక్కడ ముప్పై మార్కులకి నేను సబ్జెక్ట్ని మీకు నేను ఇవ్వాలి ఇందులో సైకాలజీకి సంబంధించింది ఇరవై బిట్లు ఇవ్వాలి మీరు ఒకసారి గమనించండి ఏమాత్రము పూర్వ అనుభవం లేని విద్యార్థులు కూడా ఈ సిలబస్ని చాలా సులభంగా చదివేవచ్చు ఉదాహరణకు మీరు కానీ గమనించండి పెరుగుదల వికాసము పరిపక్వత దాని లక్షణాలు చదువుతాము దాని వికాస నియమాలు చదువుతాం వీటన్నిటినీ నేను నేను ఇవ్వబోయేటటువంటి సైకాలజీ బుక్లో ప్రతి తెలుగు పదానికి కింద తెలుగు సభ్యుడికి చిన్న సబ్జెక్టును కూడా నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ టర్మినాలజీ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వికాస నియమాలు మనం పది చెప్పుకుంటాం ఈ వికాస నియమాలతో పాటు నేను తెలుగులో రాసినటువంటి వికాస నియమాలతో పాటు ప్రతి దానికి ఇంగ్లీష్ కూడా నేను లైన్ టు లైన్ కవర్ చేయడం జరిగింది మీరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు స్కిన్ పైన పెరుగుదల వికాసము పరిపక్వత అర్థం గురించి మనం తెలుసుకుంటాం ఆ తర్వాత వికాస నియమాల గురించి మనం తెలుసుకుంటాం ఆ తర్వాత వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి అనువంశికత పరిసరాల కారకాలు శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకుంటాం అదే రకంగా మనం వికాస దశలో ఎలిజబెత్ హర్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో ఎలిజబెత్ హర్లాక్ ఇచ్చినటువంటి వికాస నియమాల గురించి మనం తెలుసుకున్న తర్వాత వికాస దశల్లోకి ప్రయాణం చేసి అక్కడ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమారి దశ అని ఇచ్చాము ఇక్కడ కానీ మీరు కానీ గమనించండి ఇక్కడ మనకు శైశవ దశతో మనం ప్రారంభించాం కానీ నేను ఎగ్జామ్లో మీకు జనన పూర్వ దశలో ఉండేటటువంటి అంశాలు కూడా నేను ఇస్తాను జనన పూర్వ దశలో ఉండేటటువంటి అంశాలు కూడా కవర్ చేసేటట్లుగా నేను సిలబస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై బిట్లు నేను కవర్ చేయాలి ప్రతి బిట్టు మీకు పూర్వ జ్ఞానాన్ని పరిశీలించే విధంగా గత ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్లను బేస్ చేసుకునే విధంగా నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి గమనించండి ఆ తర్వాత నేను ఇప్పుడు పెడగాగిలోకి ఒకసారి వెళ్తాను పెడగాగిలో బోధన అభ్యాసకుడు అభ్యసనంతో గల సంబంధము వివిధ సన్నివేశాల్లో అభ్యాసకుడు సామాజిక రాజకీయ సంస్కృతి పరిస్థితులు అనేటువంటి టాపిక్లో నుంచి మీకు నేను ఒక ఐదు బిట్లు ఇస్తాను మరి కింద మీకు బ్రాకెట్లో ఒక మాట ఇచ్చాను బుద్ధిమాంజులు అనే టాపిక్ చదవాలి అని ఇచ్చాను ఎందుకు ఇక్కడ ఇచ్చానంటే రివిజన్ టెస్ట్ నెంబర్ టూలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అనేటువంటి టాపిక్ ఇచ్చాను కానీ ఇది చాలా పెద్ద టాపిక్ మనం క్లాస్ చెప్పుకోవడానికి దాదాపుగా మనకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది కాబట్టి ఈ టాపిక్లో నుంచి మనం ఖచ్చితంగా ఆరు బిట్లు తీసుకోవాల్సి ఉంటుంది కానీ బుద్ధిమాంద్యులు అనేటువంటి వాళ్ళ కోసం మనం వేసుకునేటటువంటి ప్రణాళిక వాళ్ళ యొక్క వర్గీకరణ వాళ్ళకు మనం కలిగించేటటువంటి పరిసరాలు వాళ్ళకి విద్యా ప్రణాళిక అన్నీ ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది దీంట్లో నేను నేను నేను ఆరు బిట్ల నుంచి ఏడు బిట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ టాపిక్లో బిట్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు కాబట్టి ఇది చాలా ముఖ్యం కాబట్టి చూడండి ఈ చిన్న టాపిక్ మీకు చదవడానికి నాకు తెలిసి ఈ సైకాలజీ టాపిక్ చదవడానికి నాకు తెలిసి పాత వాళ్ళకైతే ఒక త్రీ అవర్స్ పడుతుంది పాత వాళ్ళకైతే త్రీ అవర్స్ పడుతుంది బాగా చదివిన వాళ్ళకు కొత్త వాళ్ళకైతే సిక్స్ అవర్స్ పడుతుందమ్మా సిక్స్ అవర్స్లో దీన్ని మనం కవర్ చేయొచ్చు ఇంకా నేను ఇంతవరకు నేను కాలేజీకి వెళ్ళలేదు కాలేజీకి వెళ్ళకపోయినా కూడా నేను ఎలా చేయాలంటే ప్రాథమికంగా రెండు రోజులు ఒక పది రోజులు ఓపిక పెడితే నా మెటీరియల్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే మీరు కట్టిన డబ్బు చాలా తక్కువ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు నేను అన్ని రకాలైన వీడియో క్లాసులు ఇస్తూ మీకు నేను మెటీరియల్ కూడా ఇస్తున్నా కొన్ని ఇప్పటికే దా నాకు చాలామంది కొన్ని వేల మంది యాప్ కొని వాళ్ళందరికీ నేను పుస్తకం పంపించే బాధ్యతలు ఉన్నాను కాబట్టి మీరు గమనించండి ఏమి ఇబ్బంది పడద్దండి సైకాలజీకి మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు ఒక్క నా పుస్తకం చదివితే చాలు ఎందుకంటే నేను దాదాపుగా ఎనిమిది అకాడమీ టెక్స్ట్ బుక్లన్నింటినీ కూడా వడపోసి దాన్ని అవపోసిన పోసే మీకు చాలా సరళమైన మాటలతో మీకు అర్థమయ్యేటట్టుగా ఇస్తున్నా ముప్పైకి ముప్పై మార్కులు తెప్పించే బాధ్యత నాది మీరు ఏమాత్రం ఆలోచన చేయదు గతంలో కూడా మనం ముప్పైకి ముప్పై తెప్పించాం ఈసారి కూడా మనం తెప్పించగలుగుతాం కాబట్టి మీరు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు ప్రశాంతంగా నా పుస్తకాన్ని ఒక్క పుస్తకాన్ని నమ్ముకోండి లైన్ టు లైన్ చదవండి మీకు ఏదన్నా సరే మార్కులు తగ్గితే నేను పూచిగా ఉంటాను నేను అంత ఆషమాషిగా ఇవ్వను ఎందుకంటే నేను చాలా పేదరికం నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన వాడిని కాబట్టి చదువు విలువ నాకు తెలుసు కాబట్టే నేను మీకు ఇంత తక్కువ ధరకు దాన్ని ఇవ్వగలుగుతున్నాను నేను బిజినెస్గా దీన్ని చేయడం లేదు విద్యార్థులారా ఒక్కసారి మీరు గమనించండి ఇది ముప్పై మార్కులకి నేను సైకాలజీ ఇచ్చేటటువంటి విషయం చూడండి దీన్ని చదవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేనే లేదు ఇంకా రెండవది ఒకసారి మీరు గమనించండి రెండవది మీరు కానీ గమనించినట్లయితే మీరు ఒకసారి చూడండి తెలుగు ఇరవై నాలుగు మార్కులు కంటెంట్ ఒక ఆరు మార్కులకు మెథడాలజీ ఇచ్చాను ఇక్కడ దీంట్లో మీరేం చదువుతారు అంటే అవగాహన అపరిచిత గద్యము అపరిచిత పద్యం ఇది మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండేటటువంటి పతనావగాహనలో ఉండేటటువంటి అంశాలు చదువుతారు మెథడాలజీలో భాష గురించి భాష యొక్క భాషా స్వభావం గురించి నిర్మాణము భాషా లిపి భాషా ప్రయోజనాలు అది ప్రాథమికమైనటువంటి అంశాలను సూచించేటటువంటి చిన్న టాపిక్ ఇది ఫస్ట్ టాపిక్ మరి దాన్ని ఆరు మార్కులకు నేను ఇవ్వడం జరుగుతుంది అది మీకు చాలా చాలా ఉపకరిస్తుంది ఒకసారి మీరు దీన్ని కూడా మీరు బాగా గమనించండి ఆ తర్వాత మనం ఇంగ్లీష్లోకి వస్తున్నాం ఇంగ్లీష్ ఇంకా ఈజీగా మీకు నేను సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది మీరు ఒకసారి కానీ గమనించినట్లయితే మనకు నాలుగు రోజులు నేను సమయం ఇచ్చాను కదా దీంట్లో మీరు ఆర్టికల్స్కి సినానమ్స్ మాత్రమే నేను ఇరవై నాలుగు మార్కులు గమనించా ఒకసారి గమనించండి వందకు వంద శాతం బిట్టుపడాల్సిందే నేను ఇంతవరకు ఇంగ్లీషే చదవలేదు సార్ నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం సార్ నువ్వేమీ భయపడద్దు నువ్వేం బాధపడద్దు నేను రవికుమార్ సార్ చేత మీకు అద్భుతంగా నేను క్లాసులు చెప్పించిన అదే రకంగా మీకు తెలుగు సూర్య శ్రీనివాసుల గారు లైన్ టు లైన్ అద్భుతంగా మీకు చెప్పారు అది ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ సినానమ్స్ మీరు త్రీ అవర్స్ ఆర్టికల్స్ తీసుకోండి త్రీ అవర్స్ సినానమ్స్ తీసుకోండి ఈ సిక్స్ అవర్స్లో మీరు ఏమీ చదవద్దు మీరు ఈరోజే తీసుకోండి మీరు ఒక్కసారి ఆర్టికల్స్ చూసేసి పడుకోండి సినానిమ్స్ చూసేసి పడుకోండి రేపులో ఎల్లుండి గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చూడండి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇరవై నాలుగు మార్కులకు కేవలము ఇందులో కూడా మీరు కానీ గమనించండి ఆర్టికల్స్కి సినిమాకి సంబంధించినటువంటి అంశాలను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలను నేను ఫోకస్ చేయబోతాను కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాంతోపాటు టెక్స్ట్ బుక్లు కూడా లైట్గా తిప్పేసేయండి for example third class text book తీసుకున్నారు ఒకసారి అందులో ఏ లెసన్స్ ఉన్నాయి మీకు తెలియాలి కాకపోతే ఈసారి మనకు నావలిస్టులు డ్రమటిస్టులు మనకు సాహిత్యంలో ఉండేటువంటి అంశాలు తీసేశాడు కాబట్టి బాధ లేదు అది డిఎస్సికి ఇస్తాడేమో చూద్దాం దీని గురించి అయితే ఆలోచన చేయాల్సిన అవసరం లేనే లేదు ఇంగ్లీష్ సిలబస్ మీకు బాగా తగ్గింది ఈ మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి అంశము మీకు డిఎస్సికి వందకు వంద శాతం ఉపయోగపడేటట్లుగా మనం టెట్లో ఎక్కువ మార్కులు సాధించుకోవాలి గతంలో మనం నూట నలభై రెండు మార్కులతో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించుకున్నాం ఈసారి మన టార్గెట్ నూట నలభై ఏడు పెట్టుకుంటున్నాం నూట నలభై ఏడు మార్కులు తేగలిగే విద్యార్థులు మన దగ్గర ఉన్నారు వారి కోసమే నేను ఈ ప్రయత్నం సాధారణమైన విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి నేను తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు అడిగారు సినానమ్స్ ఎలా చదవాలనేసి మీరు ఏమి చదవద్దనే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అంశాలు మీరు ఒకసారి ఫాలో అవ్వండి నేను ఇంగ్లీష్కి సిక్స్ అవర్స్ మిమ్మల్ని చదవమని చెప్పాను ఇంగ్లీష్కి ఆరు గంటలు చదివేటప్పుడు మీరు ఒకసారి గమనించండి ఆ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలు మీరు లైన్ టు లైన్ చూస్తూ వెళ్తే మీకు చాలా భావవ్యక్తీకరణ ఉండేటువంటి అంశాలు వస్తాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు గమనించండి ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ మెథడాలజీలో ఆరు బిట్లు ఇచ్చాం ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది సింపుల్ టాపిక్గా ఉంటుంది ఈ సింపుల్ టాపిక్ని మీరు ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ కేటాయించుకుని లైన్ టు లైన్ చదివేయండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొత్త విద్యార్థులకు కూడా చాలా సరళంగా అర్థమయ్యేటట్టుగా నేను ఈ ఈ టాపిక్లు డిజైన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒకసారి మీరు కానీ గమనించండి మరి ఇక్కడ చాలామంది వీడియోస్ మేము కొన్నాము మళ్ళీ మేము కొనాలన్నా చూడండి ఒక విషయం నేను మీకు చెప్పగలిగేది విషయం ఏంటంటే మీకు ఇంతకుముందు వన్ ఇయర్ వ్యాలిడిటీతో మనకు వీడియోస్ తీసుకున్నాం కదా అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ డిఎస్సి e రావడానికి వరకు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి రేటు పెంచకూడదు అనే ఉద్దేశంతోనే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు మళ్ళీ రెన్యువల్ చేసుకోమంటున్నాం దానికి మనం పుస్తకం కూడా ఫ్రీగా ఇస్తున్నాం పుస్తకం కాస్టే మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు ఉంది మరి నేను అంత తక్కువకి ఇచ్చి మీకు బై పోస్ట్ చేస్తున్నానంటే నేను లాభాపేక్షతో చేయడం లేదు కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి సైకాలజీ పుస్తకం ఎంత ముఖ్యమో రివిజన్ టెస్టులు రాయడం అంత ముఖ్యం దాన్ని మీకు తెలుసు కదా విద్యార్థి సక్సెస్ మొత్తం రివిజన్ టెస్ట్లోనే ఉంటుంది మీరు వాళ్ళని వీళ్ళు చెప్పారు అది ఇది అనేటువంటి మాటలను మీరు కానీ పక్కన పెట్టేస్తే మీరు పరీక్షలు రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి పరీక్షల్లోని సీక్రెట్ మొత్తం ఉంది మీరు విజయం సాధించాలంటే పరీక్షలు ఒకటే ఇది గుర్తుపెట్టుకుని ఇది ఇంగ్లీష్లో వచ్చినటువంటి టాపిక్ ఆ తర్వాత ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే చాలా అద్భుతమైన టాపిక్ మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడతా ఉంటారు సార్ నేను మ్యాథ్స్ని ఎలా ప్రిపేర్ కావాలి సార్ అనేసి ఏమి మీరు ఇబ్బంది పడద్దండి అమ్మా ఈ మ్యాథ్స్కు సంబంధించి మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత నేను మీకు దీనిపైన ఒక ఇరవై నిమిషాలు విశ్లేషణ చేసి నేను యూట్యూబ్లో పెడతాను మీకు తెలుసు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లను నేను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రణాళికాబద్ధంగా నేను దీన్ని చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు గమనించండి దీంట్లో ఇరవై నాలుగు మార్కులకి కేవలం నేనేం చేస్తున్నాను సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలు సంకలనము వ్యవకలము గుణకారము భాగహారము మన సంఖ్యలను తెలుసుకుందాం హిందూ అరబిక్ సంఖ్యమానము అంతర్జాతీయ సంఖ్యమానం ఎంత ఈజీగా ఇచ్చాం ఒకసారి మీరు గమనించండి ఎంత అద్భుతంగా ఇచ్చాను చూడండి దీంట్లో నుంచి ఇరవై నాలుగు బిట్లు ఇచ్చానంటే మీరు రాసింది ప్రతి ఒక్కటి ఒక బిట్టుగా నేను తయారు చేయాలి అసలు సిలబస్ తక్కువగా ఉంది నేను ఎక్కువ ప్రశ్నలు ఇవ్వాలి మరి ఎక్కువ ప్రశ్నలు ఇవ్వాలంటే ఒక ఫ్యాకల్టీ పైన బర్డెన్ పెరుగుతుంది మరి అయినా కూడా వాళ్ళు నాకు సహకరిస్తున్నారు ఎందుకంటే మీకు తెలుసు ఇంత వాల్యుబుల్ ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఒక రోజంతా వాళ్ళు కూర్చుంటారు వాళ్ళకి మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తక్కువే నన్ను అడిగితే ఎందుకంటే మనం మన మన స్థాయిని వాళ్ళు అర్థం చేసుకుని మనం తయారు చేసేటట్లుగా ఉండాలి ఈ ఒక్క మ్యాథమెటిక్స్కు మీరు మ్యాథ్స్ స్టూడెంటే కానక్కర్లేదు మీరు ఆర్ట్స్ స్టూడెంట్ అయినా ఈరోజు మీరు ప్లాన్ చేయండి ఒక ఎయిట్ అవర్స్ తీసుకుంటే ఈ సంఖ్యలు అనేటటువంటి ప్రాథమికమైన టాపిక్ని మనం చదువుకోవచ్చు మూడవ తరగతి నుంచి ప్లాన్ చేయండి సరళమైనటువంటి అంశాలే ఉన్నాయి ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే కూడా కోచింగ్ వస్తే మళ్ళీ మనం చదువుదాన్న మాటను పక్కన పెట్టి ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే యాప్లో పరీక్షలు రాయాలంటే ఈ సిలబస్ని పెట్టుకోండి ఈ సిలబస్ పైన రెండు మూడు సార్లు చదవండి ఈ వీడియోని ఒకసారి కాదు రెండు మూడు సార్లు చూస్తే మీకు ఉండేటువంటి అంశాలు మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ సైన్స్లోకి వస్తున్నా ఈ సైన్స్లోకి వచ్చినట్లయితే మీరు కానీ గమనించండి పన్నెండు మార్కులకు మనం సైన్స్ని ఇవ్వడం మీరు చూస్తారు ఇక్కడ ఈ సైన్స్ టాపిక్లు అన్నీ కూడా మనకి ఏదైతే టెట్ సిలబస్లో ఇచ్చారో దానినే బేస్ చేసుకొని నేను మొత్తము మీకు ఇస్తున్నా ఇక్కడ దానినే బేస్ చేసుకుని నేను మీకు ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ఎలా చదవాలి ఒకసారి మీరు గమనించండి ఒకటి సజీవ ప్రపంచం సజీవులు నిర్జీవులు అనే టాపిక్ను మనం తీసుకున్నాం అసలు ఇది ఎక్కడుంది ఆరో తరగతిలో నూట యాభై తొమ్మిదో పేజీలో ఉంటుంది ఇది చూడండి ఒకసారి దీన్ని మాత్రం చదవండి ఇంకేం చదవద్దు మీరు దానిపైకి ముందుకెళ్ళేది ఏం వద్దు ఆ టాపిక్లే వద్దు మామూలుగా నేను మళ్ళీ మీకు టాపిక్ వైజ్ టెస్టులు నేను పెడతా టాపిక్ వైజ్ టెస్టులు నేనేం చేస్తాను జీర్ణ వ్యవస్థ అన్నాను అనుకోండి నీకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండేటువంటి టాపిక్లన్నీ అక్కడ కవర్ చేద్దాం అక్కడ అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ నా దగ్గర ఉంది మొన్న జరిగినటువంటి రివిజన్ టెస్టులలో కూడా కొన్ని పరీక్షలు ఆ రిలేటెడ్గానే నేను తయారు చేశాను మీకు అందరికీ ఉపయోగపడుతుంది అటువంటిది కూడా నేను తీసుకుని వస్తాను కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారు టెట్లో మనకు ఎక్కువ స్కోర్ చేయాలంటే నేను ఇచ్చేది చూడండి ఆ తర్వాత మొక్కలు మరియు జంతువులు అన్నాం జంతువుల ఆహారం అన్నాం ఇది ఆరో తరగతి టెక్స్ట్ బుక్లో మీకు మీరు గమనించండి ఇరవై ఎనిమిదో పేజీ నుంచి నలభై పేజీ వరకు చదవండి ఇంకేమొద్దు ఇరవై ఎనిమిదో పేజీ నుంచి నలభై పేజీ వరకు చదివితే చాలు ఇంకేం మీరు చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా మీకు తెలుసు ఆరో తరగతి వరకు మీరు కానీ గమనించినట్లయితే అది కొత్త సిలబస్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి పాత టెక్స్ట్ బుక్లు అన్నీ పక్కన పెట్టేసండి మనం దాని ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుంది ఓకే ఆ తర్వాత మొక్కలను వర్గీకరించడం చూడ ఒకసారి గమనించండి ఇది ఆరో తరగతిలో ఇరవైదో పేజీ నుంచి నలభయో పేజీ వరకు ఉంది twenty eight to forty page నెంబర్స్లో ఉంటాయి ఇది మాత్రం చదవండి ఇంకేం అవసరం లేదు ఆ తర్వాత మొక్కలను వర్గీకరించడంలో భిన్నత్వాన్ని చూపిస్తున్నాం అందులో మనం హరిత విప్లవం ఏ హరిత ప్రపంచము బి జీవులలో వైవిధ్యము అనేటటువంటి అంశం తీసుకోవాలి దీంట్లో హరిత ప్రపంచం అనేది నాలుగో తరగతిలో ఉంటుందమ్మా ఈ నాలుగో తరగతి ఇప్పుడు నేను ఆ పేజ్ నెంబర్తో సహా నేను ఇచ్చేస్తున్నాను అవి మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాల్సింది అదే మీరు కానీ చూస్తే నాలుగో తరగతిలో ఇరవై నాలుగో పేజీ నుంచి ముప్పై తొమ్మిదో పేజీ వరకు ఎంత సరళంగా మీకోసం నేను డివైడ్ చేశాను ఒకసారి గమనించండి చూడమ్మా ఒకటి ఇద్దరు కాదు దాదాపుగా ఇరవై మందికి పైగా ఉండేటటువంటి ఫ్యాకల్టీలు కూర్చుంటే ఇంత సరళంగా పేపర్ వచ్చింది రాష్ట్రంలో ఎవరు ఇంత అద్భుతంగా తయారు చేసే ఎగ్జామ్ పెట్టడానికి సాహసం కూడా చేయలేరు ఎందుకోసం అంటే ఆ పేజీ నెంబర్ వేసినప్పుడే భయం వస్తుంది ఆ పేజీలో నుంచే నీకు బిట్టి ఇవ్వాలి దాంట్లో నుంచి తీయాలి కాబట్టి మీరు ఏమాత్రం ఒక్క పాయింట్ మిస్ కాకుండా మీరు చేయొచ్చు ఆ తర్వాత మనకు జీవులలో వైవిధ్యం ఇది నాలుగో ఇది తొమ్మిదో తరగతిలో యాభై పేజీ నుంచి డెబ్బై ఆరు వరకు ఉంటుంది గమనించండి ఆ తర్వాత మొక్కలు విధులు పుష్పం నుంచి విత్తనాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి మొక్క జీవిత చరిత్ర ఆహారం కోసం మొక్కలు మొక్కల నుంచి ఆహార ఉత్పత్తి మొక్కల గురించి తెలుసుకుందాం ఈ టాపిక్లు చూడండి పేజ్ నెంబర్తో సహా ఇచ్చాను కాబట్టి మళ్ళీ మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన మెటీరియల్ నేను త్వరలో రిలీజ్ చేస్తాను అంతవరకు మీకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా చాలా మంచిది ఆ తర్వాత సోషల్ పార్టీలోకి మనం వచ్చినట్లయితే సోషల్ పార్ట్లో మీకు పన్నెండు మార్కులకి ఇస్తాను ఇప్పుడు మ్యాథ్స్ అయింది మ్యాథ్స్ కిందనే నేనేం చేస్తున్నా మ్యాథ్స్ మెథడాలజీ ఇస్తున్నా సైన్స్ అయింది సైన్స్ కిందనే మూడు మార్కులకు సైన్స్ మెథడాలజీ ఇస్తున్నా సోషల్లోకి వచ్చాను ఇక్కడ చూడండి పటాలు అనేటటువంటిది సిక్స్త్ క్లాస్లో ఉంది ఇది ఇరవై ఎనిమిదో పేజీ నుంచి ముప్పై ఎనిమిదో పేజీ వరకు ఉందమ్మా ఒకసారి గమనించండి మరి ఇంకో డౌట్ ఎవరు అడిగారు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి డిఎస్సి వరకు పరీక్షలు పెడతారా సార్ లేకపోతే దీనికి కూడా ఒక సంవత్సరం వ్యాలిడేటీనా ఇక్కడ నాలుగు వందల తొంభై తొమ్మిది అనేది మీకు ఇచ్చేటటువంటి లైవ్ క్లాసెస్ అమ్మా సైకాలజీ యాప్లో ఉండేటటువంటి క్లాసులు దానికి సంబంధించినటువంటి ఒక బుక్ మాత్రం వేయగలుగుతున్నాం మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది దాని ఒరిజినల్ కాస్ట్ ఐదు వేల రూపాయలు అవుతుంది అది టెట్టు అయిపోయిన తర్వాత డిఎస్సి e జరిగేంత వరకు మనం ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటాం దాన్ని ఇప్పుడు మనం ఆఫర్ కింద తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే విద్యార్థులకు ఇస్తున్నాం మీరు ఏమాత్రం సందేహం లేకుండా దాన్ని ఫాలో అయితే ఉద్యోగం ఎందుకు రాదో నేను మీకు చెబుతాను అంతే దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేనే లేదు ఓకే తర్వాత మనం కానీ గమనించినట్లయితే ట్రై మెథడ్లో ఇది ఎక్కడెక్కడ ఏ మెథడాలజీ ఉందో ఆ మెథడాలజీకి సంబంధించి దీనిని అక్కడ మనం పొందుపరిచేయడం చేస్తూ ఉంటాం ఒకసారి మీరు గమనించండి ఇట్లా నేను మీ దగ్గర నేను ఈ రెండు పేజ్ ఈ సిలబస్ని మీకు నేను చదివా ఈ సిలబస్లో ఉంది ఒకసారి మీరు గమనించండి ఈ సిలబస్లో నూట యాభై మార్కులకి ఎలా వస్తున్నాయో కూడా నేను చూపించాను కదా కాబట్టి ఈజీగా మీరు చదవచ్చు కొత్త పాత లేదు ఎవరు ముందు పడితే వాళ్ళకే ఉద్యోగం మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు మీకు సిలబస్ ఇచ్చారు సిలబస్ ఇచ్చినప్పటి నుంచి పరుగు ప్రారంభమవుతుంది ఇంతకుముందు మీరు పరిగెత్తారా పరిగెత్తలేదా చదివేదా చదివేదా పక్కన పెట్టండి సిలబస్ గీట్ వచ్చింది ఎన్నో తారీఖు వచ్చింది మనకు పదకొండో తారీఖు వచ్చింది ఈ పదకొండో తారీఖు నుంచి చదివినోడు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాడు అంతకుముందు జరిగిన దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు చదవడం చాలా చాలా ముఖ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఆ తర్వాత మనకు రివిజన్ టెస్ట్ నెంబర్ టూ ఉంది ఇక్కడ మీరు గమనించండి రివిజన్ టెస్ట్ నెంబర్ త్రీ ఉంది రివిజన్ టెస్ట్ నెంబర్ ఫోర్ ఉంది రివిజన్ టెస్ట్ నెంబర్ ఫైవ్ ఉంది ఇది ఈ షీట్లో మనం కేటాయించింది ఇవి టైం టు టైం మనం పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ మూడో పేజీలో గమని గమనించండి సేమ్ ఇదే రకంగానే revision test number six revision test number seven revision test number eight revision test number nine revision test number ten వచ్చింది ఇది చూడండి ఎనిమిదో పేజీ ఇది మూడో పేజీలో కానీ ఉన్నట్లయితే ఆ తర్వాత ఈ మూడో పేజీలో కూడా మీరు కానీ గమనిస్తే ఈ ఇక్కడ మీకు కొత్త సిలబస్ అనేది మనం ఎక్కడెక్కడో పొందుపరిచేసాం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో మనం కానీ చూస్తే చూడండి పెడగాజీలో ఐసిటిఏ సమాచార ప్రసార సాంకేతికత భావన ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలు కూడా మనం తీసుకురావడం జరిగింది మీరెవరు కూడా సబ్జెక్ట్ పరంగా ఒక్క లైన్ కూడా వదిలిపెట్టకుండా నూట యాభై మార్కులు ఎగ్జామ్లో దిగాల్సిందే అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో మీకు నేను ఇవి తయారు చేయడం జరుగుతుంది చాలా చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ ఈ పరీక్ష మీరు ఎట్టి పరిస్థితులు వదలకుండా మనం చాలా బాగా చేయండి ఓకే ఆ తర్వాత మీరు కానీ గమనించినట్లయితే రివిజన్ టెస్ట్ నెంబర్ ఆరు చూడండి ఇది జూలై పదహారో తారీఖు మనం ప్లాన్ చేసాం రివిజన్ టెస్ట్ నెంబర్ సెవెన్ మనకు జూలై ఇరవై ఒకటి revision test number eight July twenty six revision test number nine July thirty one revision test number ten మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఆ తర్వాత పదకొండవ రివిజన్ టెస్ట్ పన్నెండవ రివిజన్ టెస్ట్ పదమూడవ రివిజన్ టెస్ట్ పద్నాలుగవ రివిజన్ టెస్ట్ చూడండి రివిజన్ టెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ మీరు గమనించుంటారు రివిజన్ టెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఉంది ఈ రివిజన్ టెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ అనేటువంటిది మీకు ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్ట్ ముప్పై తారీఖు దాని మనకు ఎగ్జామ్ మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ఆగస్ట్ ముప్పై దీంట్లో ఏమాత్రము మార్పులు చేర్పులు లేదు ఒకవేళ ఈలోగా కానీ మీకు కానీ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ ఇస్తే దీన్ని నేను ఇంకా కొంచెం కుదించి నాలుగు రోజులు రాసేదాన్ని నేను ఏం చేస్తున్నానంటే మీకు అప్పుడు కొంచెం కుదించి మూడు రోజులకో రెండు రోజులకో ప్లాన్ చేస్తాను కాబట్టి ఇక్కడ మీరు గమనించండి అంటే ఈ ఎగ్జామ్ మనకు ఆగస్టు ముప్పై తారీఖు నాటికి ఎండ్ అవుతాయి ఆగస్టు ముప్పై అంటే ఆగస్టులో మనం ముప్పై రోజులు తీసుకున్నాం జూలైలో ముప్పై ముప్పై ఒక్క రోజులు తీసుకున్నామంటే అక్కడ మీరు కానీ గమనించండి అక్కడ ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే మనకు రెండు నెలలు సమయం పూర్తిగా ఉంటుంది దాదాపుగా అరవై రోజులు ఇది ఒక పది రోజులు డెబ్బై రోజుల్లో నేను సిలబస్ని నేను ఖచ్చితంగా అతి లైన్ టు లైన్ చదివేటట్లుగా డెబ్బై రోజుల్లో లైన్ టు లైన్ చదివేటట్టుగా మొదటి రివిజన్ చదివిస్తాను ఆ తర్వాత ఏం చేస్తాను ఈ పదహైదు రివిజన్ టెస్టులు ఉన్నాయి కదా ఈ పదహైదు రివిజన్ టెస్టులు సిలబస్ని అట్లే ఉంచి దీన్ని నేను ఎనిమిది రివిజన్ టెస్టులుగా మారుస్తాను ఈ ఎనిమిది రివిజన్ టెస్టుల్ని మీకు రెండో రివిజన్లో చదివిస్తా దాన్ని అట్లే నేనేం చేస్తాను దీని నుంచి మళ్ళీ నేనేం చేస్తున్నాను మీకు రెండో రివిజన్ పూర్తయిన తర్వాత దానిని మళ్ళీ నేను ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని నాలుగు ఎగ్జాములుగా కుదిస్తా దాన్ని మళ్ళీ రెండు ఎగ్జాములుగా కుదిస్తా దా తర్వాత ఫైనల్గా మీ చేత ప్రాక్టీస్ నూట యాభై మార్కులకు టోటల్ సిలబస్ పైన మీకు ఒక ఐదారు ఎగ్జామ్స్ నేను ప్లాన్ చేస్తాను అంటే నేను సిలబస్ని మీ దగ్గర ఎబ్బింగా సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని ఆన్ మెమరీ గ్రంథంలో ఉండేటువంటి అంశాలను బేరేజ్ వేసుకుని మీకు నేను దాదాపుగా మీకు ఏడు సార్లు చదివించేటటువంటి ప్రయత్నాన్ని నేను తీసుకున్నా అది మీరు గమనించండి ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే చూడండి ఇప్పుడు మీకు వచ్చేటటువంటిది అన్ని అంశాలని నేను చాలా క్లియర్ కట్గా నేను చూసాను ఒకసారి మీకు షార్ట్ మోడ్లో ఒకసారి నేను పెడతాను ఒకసారి మీరు కానీ గమనించండి ఇక్కడ ఎంత మీ మీకోసం ఎంత అద్భుతంగా మనం దాన్ని తీసుకుని వచ్చామో చూడండి ఇది మీకు నేను చూపించేటటువంటిది ఇవి మీకు సిలబస్లో ఉండేటువంటి అంశాలను బేరేజ్ వేసుకుంటూ ఇది చివరిది చివరిది ఒకసారి మీరు కనుక గమనించండి చివరి అంశాల్లో కూడా మనం ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా మనకు చివరి వరకు మనం తీసుకురావడం జరిగింది ఇది ఇప్పుడు మీకు ఓవరాల్గా సిలబస్ షీట్ పైన ఒక అవగాహన రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక్కసారి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు సిలబస్ షీట్ని నేను ఇచ్చాను డేట్లతో సహా ప్రకటించేయడం జరిగింది మీరు చేయాల్సిందంతా ఏమీ లేదు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి పది రోజుల్లో నేను మీకు మెటీరియల్ ఇస్తాను మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా త్వరలో నేను సిలబస్ ప్రకారం మెటీరియల్ చేయిస్తున్నా అది కూడా మీకు నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను విత్ ఇన్ టెన్ డేస్లో నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను కానీ ఎంత బిజీగా ఉన్నా కూడా మనకు సమయం వృధా కాకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఎవరు ఈ ఈ కొత్త సిలబస్ ప్రకారం రివిజన్ టెస్ట్లు ప్రారంభించలేదు కానీ మనం ప్రారంభించేసాం ఈరోజు మీకు సిలబస్ షీట్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేసా రేపటికి ఏదైతే ఉందో మీకు నేను చెప్పేస్తాను చూడండి మొదటి టెస్ట్ టూకేగా చెప్తాను ఒకసారి కానీ చూడండి ఎందుకు నేను మీకు వెంటనే టెలిగ్రాముల్లో వాట్సాప్లో పెట్టలేదంటే మన సిలబస్ షీట్ని చాలామంది కాపీ చేసేస్తున్నారు కాపీ చేయడం వల్ల మనం దాదాపుగా ఇన్ని రోజులు మనం కష్టపడి తయారు చేస్తున్నాం కూడా మన శ్రమ వృధా అయిపోతుంది మరి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మీకు ఈరోజు నేను చక్కగా యూట్యూబ్లోకి వచ్చి వివరించే అవకాశం నాకు దొరికింది మీకు చెప్పడం నేను నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంతమంది కొన్ని వేల మందికి నేను సర్వీస్ చేస్తున్నాను చెప్పాలంటే లక్షల మంది విద్యార్థులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు సిలబస్ షీట్ గురించి రాష్ట్రంలో ఎవరూ నిర్వహించలేని విధంగా ఉంది కాబట్టి మీకు అందరికీ ఇవ్వగలుగుతున్నా మొదటి టెస్టు ఈరోజే మీరు ప్రారంభించండి ఇప్పుడు రాత్రికి పెరుగుదల వికాసంలో మీరు వికాస దశల వరకు చదివేసేయండి చాలు ఇంకేమి వద్దు ఆ తర్వాత పెడగాజీలో మనం కానీ చూస్తే మనం దీంట్లో బుద్ధిమాంజుల వరకు చదవండి తెలుగు కంటెంట్లో ఉండేటువంటి పట్టణ అవగాహన చూసుకోండి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ సినానమ్స్ ఈ మాత్రం ఇరవై నాలుగు వరకు చదవండి ఆ తర్వాత మనకు మ్యాథమెటిక్స్లో సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలు సంకలనం వేకలను చూసుకోండి ఆ తర్వాత సైన్స్ పార్ట్లో నేను ఇచ్చినటువంటి అంశాలు ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత సోషల్ పార్ట్లో నేను ఇచ్చినటువంటి అంశాలు ట్రై గణితము స్వభావము విజ్ఞాన శాస్త్రము భావన స్వభావము సాంఘిక శాస్త్రము స్వభావం చాలా సింపుల్గా ఉండేటువంటి అంశాలన్నీ నేను ఇవ్వగలుగుతున్నా అది మీరు ఒకసారి గమనించండి ఆ తర్వాత కొంతమంది లాక్ లాక్డౌన్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నారు అవన్నీ మనం దాన్ని పక్కన పెట్టి వాటిని అన్నింటినీ మెర్జ్ చేసి అద్భుతంగా మనం దీంట్లోకి తీసుకురావడం జరిగింది దాని గురించి ఏమి మీరు ఆలోచించాల్సిన లే చాలా చక్కగా ఉండేటువంటి అంశాలను మీకు నేను ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇది మీరు ఒకసారి గమనించండి ఈ సిలబస్ షీట్ని మీకు నేను చక్కగా ఇవ్వడం జరిగింది దీంట్లో ఏ డౌట్లు ఉన్నా కూడా double nine one two three double seven two nine six ఇవ్వండి దీనికి సంబంధించి నేను ప్రతి సబ్జెక్ట్ని నేను తీసుకొని ప్రతి సబ్జెక్ట్ని త్వరలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైకాలజీ ఎలా చదవాలి తెలుగు ఎలా చదవాలి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈవీఎస్ e ఎలా చదవాలి సోషల్ ఎలా చదవాలంటే అంశాలు నేను చక్కగా మీతో మాట్లాడడం జరుగుతుంది ఇది చాలా చాలా ముఖ్యంగా మనం భావించుకోవడం జరుగుతూ ఉంది ఇది మనం చెప్పేటువంటి అంశాలు ఓకే అమ్మ ఇంతటితో నేను ఈ లైవ్ క్లాస్ని ముగిస్తున్నా త్వరలో మీకు దీనిపైన పూర్తి అవగాహనతో కూడినటువంటి కార్యకలాపాలు ఇస్తాను అంతవరకు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతారని నేను ఆశిస్తూ అంద ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఏమా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ జాయిన్ అయితే ఉద్యోగాలు అద్భుతంగా వస్తాయి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి ఏ ఏ ఇబ్బంది వచ్చినా ఎగ్జామ్ వరకు నేను మీతోనే ఉంటాను మీకు ఏ సందేహాన్ని వచ్చినా క్లారిఫై చేస్తాను మీకు ఉద్యోగం వచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు సమయాన్ని ఏమాత్రం వృధా చేయద్దండి అందరికీ శుభాభినందనలు కృతజ్ఞతలు